ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమ శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో తిరువారూరు క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు ఎనిమిది భాగాలు అందించడం జరిగింది ఇంకా పద్నాలుగు భాగాలు ఉన్నాయి వాటిని తాత్కాలికంగా నిలిపి ఇప్పుడు అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని దర్శించుకుందాం ఎందుకంటే అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని దర్శించటానికి భక్తులు సంవత్సర కాలం నుండి తహతహలాడుతూ ఉంటారు కానీ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులలో అరుణాచల కార్తీక దీపోత్సవ వైభవాన్ని జరపటానికి దర్శించడానికి ఎవరికీ అనుకూలమైన పరిస్థితులు లేవు అందువల్ల భక్తులు నిరాశపడకూడదని అరుణాచలేశ్వరుడు మనకు ఈ సంకల్పాన్ని కల్పించారు గత ఇరవై సంవత్సరాల నుంచి కార్తీక దీపోత్సవాన్ని దర్శించే మహద్భాగ్యాన్ని అరుణాచలేశ్వరుడు నాకు ప్రసాదించారు అరుణాచల కార్తీక దీపోత్సవానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు చాలా సంవత్సరాలుగా సేకరించాను కాబట్టి పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఏ రోజు ఏ ఉత్సవం జరుగుతుందో అరుణాచలేశ్వరుడు ఏ వాహనాన్ని అధిరోహిస్తారో అనే విశేషాలన్నింటినీ ఏ రోజుకు ఆ రోజు భక్తులు దర్శించడానికి వీలుగా ఈ అరుణాచల కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం ఇది చాలా కష్టసాధ్యమైంది అయినా అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని అరుణాచలేశ్వరు అనుగ్రహానికి పాత్రులవుతారని ప్రార్థిస్తున్నాను అందులో భాగంగా అరుణాచల ఆవిర్భావం అర్ధనారీశ్వర తత్వం గురించి తెలియకపోతే అరుణాచల కార్తీక దీపోత్సవం ఎందుకు జరుపుతున్నారో మనకు అర్థం కాదు అందువల్ల ఈరోజు అరుణాచల ఆవిర్భావం ఎలా జరిగిందో ఈ కార్యక్రమంలో దర్శించుకుందాం సమస్త సృష్టి ఏకం అద్వితీయం అంతా ఒక్కటే అంతా తానే ఇదే శివతత్వం ఏకత్వం నుంచి అనేకత్వం పొంద సంకల్పించింది పరబ్రహ్మమైన శివ చైతన్యం విశ్వమంతటా నిండి నిబిడీకృతమై ఉన్న శివచైతన్యం కంటికి కనిపించే పంచభూతాలుగా వ్యక్తమైంది ఆది అంతములు లేని ఆ శివచైతన్యం కంటికి కనిపించేలా ఆవిర్భవించి సమస్త జీవకోటిని అనుగ్రహించిన క్షేత్రమే అరుణాచలం స్మరణ మాత్రము చేతనే ముక్తిని ప్రసాదించే ముక్కంటి కొలువైన అరుణాచల మహాత్మ్యము అనుభవైక వేద్యమే ఈ అరుణాచల ఆవిర్భావం ఎలా జరిగిందంటే పూర్వం కల్పాంతరాల నాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్థితికర్త అయిన మహావిష్ణువు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు ఈ ప్రపంచమంతటిని సృష్టించిన తానే అధికుడునని బ్రహ్మదేవుడు అసలు ఈ ప్రపంచం నిలిచి ఉండటానికి రక్షణ కల్పిస్తున్న తానే గొప్ప అని మహావిష్ణువు గర్వంతో వాదించుకోసాగారు ఆ సమయంలో తేజోమయమైన శివ చైతన్యం వారిరువురి మధ్య అఖండ జ్యోతిస్తంభముగా ఆవిర్భవించింది జ్వాజ్వల్యమానమైన ఆ అద్భుత దివ్యజ్యోతిని బ్రహ్మ విష్ణువులు చూసి ఆశ్చర్యపోతుండగా వారితో తన ఆది అంతమును ఎవరు కనుగొనగలరో వారే గొప్పవారని ఆ జ్యోతి రూపుడైన తేజోమూర్తి పలికారు సృష్టిలో ఎంత అల్ప ప్రాణి అయినను తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇతరుల ఆధిక్యతను సమానత్వాన్ని కూడా అంగీకరించలేరు వెంటనే బ్రహ్మ విష్ణువులు ఇరువురు తమ తమ ఆధిక్యతను నిరూపించుకునేందుకు పోటీపడ్డారు ఆదిని కనుగొనేందుకు వరాహ రూపమున మహావిష్ణువు భూమిని తొలుచుకుంటూ వెళ్ళారు అంశరూపంతో బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభం యొక్క అంతమును అన్వేషిస్తూ ఆకాశం వైపుకు ప్రయాణించారు భూమి మొత్తం త్రవ్విపోసిన ఆ తేజస్సు యొక్క మొదలను తెలుసుకోలే కలిసిపోయిన మహావిష్ణువు ఆ దివ్య జ్యోతిని శరణు వేడారు కానీ హంసరూపంతో ప్రయాణిస్తున్న బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా తుది కానలేక శక్తి సన్నగిల్లిన స్థితిలో ఉన్నారు ఆ సమయంలో ఆకాశంలో కనిపించిన రేకుని చూసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మదేవుడు ప్రశ్నించారు అప్పుడు ఆ మొగలిరేకు తాను పరమేశ్వరుని జటాజూటము నుండి జారి కొన్ని దివ్య సంవత్సరాలైనా ఇంకా స్వామివారి పాదాలను చేరలేదని బదులిచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు తాను జ్యోతిస్తంభం యొక్క తుదిని చూసినట్లు అబద్ధపు సాక్ష్యం చెప్పమని మొగలు కోరారు ఇద్దరూ కలిసి తేజోస్తంభం వద్దకు చేరిన తర్వాత మొగలిరేకు బ్రహ్మదేవుడు కోరినట్లుగా అబద్ధపు సాక్ష్యం చెప్పింది బ్రహ్మదేవుడు ప్రవర్తన సహింపరానిది కాబట్టి భూలోకంలో పూజార్హత లేదని బ్రహ్మదేవుణ్ణి అబద్ధపు సాక్ష్యం చెప్పినందువల్ల పూజకు పనికిరావుని మొగలిరేకును తేజోమూర్తి శపించారు దీనిలో తత్వం ఏంటంటే మన మనస్సు కూడా ఎప్పుడు భూత భవిష్యత్ కాలంలో ఉంటుంది వర్తమానంలో పరమాత్మకు శరణాగతి చెందదు శివజ్యోతిగా ఉన్న వర్తమానాన్ని మర్చిపోతే అంతటి సృష్టి స్థితికర్తలైన బ్రహ్మ విష్ణువులకే తిప్పలు తప్పలేదు అనే తత్వాన్ని మానవులకు తెలియచెప్పడానికి పరంజ్యోతి చేసిన మహత్తరకరమైన దివ్యలీల అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ అంజలి ఘటించి దేవాదిదేవ మహాదేవ నిన్ను ప్రార్థించే జీవులకు ప్రసన్నుడవై కోరిన వరములు నొసగే తేజోమయ నీ తేజస్సు విశ్వముననే కాదు విశ్వాంతరాళమునందు కూడా వ్యాపించి ఉన్నది అట్టి నీ తేజస్సును పూజించి ఈ ప్రాణకోటిని ముక్తి మార్గం వైపు నడిపించేందుకు జ్యోతిర్మయమైన ఈ ప్రదేశంలో లింగరూపంగా నిలిచి ఉండు దేవ నిన్ను స్మరించు జీవులు అమరుల కన్నా ఘనులవుదురుగాక అని ప్రార్థించారు బ్రహ్మ విష్ణువులచే కీర్తింపబడిన మహాదేవుడు సృష్టి స్థితి రక్షణకర్తలుగా మీ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ లింగాకారంలో ఉన్న తనను అర్చిస్తే తన అంశతో రుద్రనామంతో శివమూర్తి వెలువడి సృష్టి స్థితిలందు మీకు సహాయం అనర్చునని చెప్పి తేజోస్తంభం ఉపసంహరించుకుని గిరిరూపం లింగరూపం ధరించి కొలువు తీరారు పరంజ్యోతి సర్వలోకకారకమైన ఈ తేజోలింగం అరుణాద్రి పేరిట లోకవిఖ్యాతి పొందినది బ్రహ్మ విష్ణువులిద్దరూ జ్యోతిస్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకోలేక సదాశివుణ్ణి ప్రార్థిస్తే ఆరుద్ర నక్షత్ర సమయంలో అరుణగిరి నుండి స్వయంభూవుగా పరమేశ్వరుడు లింగాకారుడై ఆవిర్భవించారు ఆ శివలింగాన్ని వారు పూజిస్తూ ఉండగా మాఘమాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించిన పరమేశ్వరుణ్ణి హరిసురులచే సేవింపబడిన ఆ ఉత్తమోత్తమ ఘడియలే శివరాత్రి పర్వదినంగా లింగపురాణం శివపురాణంలో పేర్కొన్నారు నాటి నుంచే లింగాచన ఆరంభమైంది ఆ అరుణాచల లింగోద్భవమే ప్రథమ లింగోద్భవమని స్కాంతపురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఈ అరుణాచల మాహాత్మ్యంలో మరొక మహత్తరమైన విశేషం ఏంటంటే మొదటి జ్యోతి రూపంగా దర్శనమిచ్చిన పరమేశ్వరుడు తర్వాత అరుణగిరిగాను లింగ రూపంగాను అరుణగిరి యోగి రూపాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది ఇంతటి మహిమాన్వితమైన అరుణగిరి రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఎనిమిదిన్నర మైళ్ళ చుట్టుకొలతతో విరాజిల్లుతుంది అంటే పరంజ్యోతి సూక్ష్మ రూపమే జ్యోతిస్తంభం స్థూల రూపమే అరుణగిరి ఈ అరుణగిరి అగ్నిస్వరూపం ఇది జ్ఞానాగ్ని ఇదే శివస్వరూపం అరుణాచలం అంటేనే విజ్ఞానాగ్ని ఈ అరుణగిరి కృతయుగంలో అగ్నిస్వరూపంగాను త్రేతాయుగంలో మణిపర్వతంగాను ద్వాపరయుగంలో స్వర్ణగిరిగాను కలియుగంలో మరకతాచలంగాను మానవులు సేవిస్తున్నారు మానవుల మనోదృష్టిని అనుసరించి అరుణగిరి మార్పు చెందుతూ వచ్చింది నాలుగు ముక్తి క్షేత్రాలలో అరుణాచలం ఎంతో విశిష్టమైనది జననాథ్ కమలాలయే తిరువారూరులో జన్మిస్తేనే ముక్తి దర్శనాథ్ అభ్రసదసి చిదంబరాన్ని దర్శిస్తేనే ముక్తి స్మరణాత్ అరుణాచలే అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి కాశాంత్ మరణాన్ముక్తి వారణాసిలో మరణిస్తే ముక్తి చిదంబర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆకాశతత్వానికి ప్రతీకైన నటరాజస్వామిని పురాణాలలో చెప్పినట్లుగా దర్శనం చేయాలంటే ఏ జీవికైనా అంతటి జ్ఞానదృష్టి ఉండాలి తిరువాలూరులో జన్మించాలంటే అది ఏ జీవుడికైనా అతీతమైంది కాశీ క్షేత్రంలో మరణించాలన్నా ఏ జీవికైనా ఎంతో కష్టమైంది కానీ అరుణాచలమును స్మరిస్తే ముక్తి తథ్యం అని స్వయంగా పరమేశ్వరుడే పురాణంలో చెప్పినట్లుగా పేర్కొనబడింది ఏ మాత్రం కష్టం లేనిది సులువైనది ఈశ్వరుడు జీవులకు అనుగ్రహించినది ఈ అరుణాచలం కేవలం మనసులోనే స్మరిస్తేనే చాలు ముక్తి కరతలామలకం ఇంతకంటే భాగ్యం ఇంతకంటే అనుగ్రహం ఏం కావాలి ఈ మానవజాతికి ఈ క్షేత్రం గొప్ప అనుగ్రహ క్షేత్రం ఈ భూమండలానికే హృదయస్థానం ఈ అరుణాచలం భగవాన్ శ్రీ రమణ మహర్షి స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద కరుణామృత జలది అరుణాచలమిది అన్నారు దక్షిణ భారతదేశంలోనే పంచభూత క్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీక ఈ అరుణాచలం పంచభూతాలు అంటే నేల నీరు నిప్పు గాలి నింగి ఈ ఐదు మూలకాలే పంచభూత క్షేత్రాలు నేల పృథ్వీలింగం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం నీరు జలలింగం జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర ఆలయం నిప్పు అగ్నిలింగం అరుణాచలంలోని అరుణాచలేశ్వరుని ఆలయం గాలి వాయులింగం శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరుని ఆలయం నింగి ఆకాశలింగం చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం ఆ రుణ అంటే పాపములు హరించినది అని అర్థం తమిళనాడు రాష్ట్రంలో ఈ అరుణాచలమును తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం ఈ అరుణాచల క్షేత్రంలో మహిమాన్వితమైన గిరి గుడి గురించి వేద పురాణాలలోనూ కొనియాడారు అరుణాచలేశ్వర ఆలయం శివాజ్ఞచే విశ్వకర్మే స్వయంగా నిర్మించారు దాని చుట్టూనే అరుణమనే పురం నిర్మాణమైందని పురాణాలు చెబుతున్నాయి ఈ క్షేత్రంలో నిర్వహించాల్సిన పూజా విధానాన్ని కూడా పరమేశ్వరుడే గౌతమి మహర్షి చేత నిర్ణయించారని అరుణాచల మహాత్మ్యంలో పేర్కొన్నారు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి తమిళ కవులు తమ రచనలలో అరుణాచల మహిమను ఘనతను కొనియాడారు ఈ అరుణాచల మహాత్మ్యము ఎంత విశేషమైందంటే అరుణగిరి చుట్టూ మూడు యోజనాలు అంటే ముప్పై ఆరు మైళ్ళ దూరంలో నివసించే సన్మార్గులు ఎటువంటి దీక్షలు పాటించకపోయినా శివ సాహిత్యాన్ని ప్రసాదిస్తానని పరమేశ్వరుడు ప్రతిజ్ఞ పూనారు అరుణగిరి మహిమను గురించి పురాణాలలో ఎంతో విస్తృతంగా వివరించారు అంతేకాక కైలాస పర్వతం కన్నా హిమాలయాల కన్నా ప్రాచీనమైనది అరుణగిరి అని భూతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనల్లో నిర్ధారించారు ఇంతటి మహిమాన్వితమైన అరుణాచలంలో పరమేశ్వరుడు తన కరుణతో జీవులను అనుగ్రహించడానికి అరుణగిరి రూపంలో ఆవిర్భవించారు అరుణాచలంలో పార్వతీదేవి తపస్సును ఆచరించి అర్ధనారీశ్వర తత్వాన్ని ఎలా తీసుకున్నారో వచ్చే భాగంలో దర్శించుకుందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం సుందరేశాయ నమ श्री शिवनिधि शिवालया